TV welcome to BDL TV ఇప్పుడు మనం హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న ఫేస్బుక్ పేజెస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఫేస్బుక్ పేజ్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు మన ఫేస్బుక్ పేజ్కి సైన్ అప్ చేయాలి సైన్ అప్ అవ్వాలి ఫేస్బుక్ పేజ్కి సైన్ అప్ అవ్వాలి మన ఫేస్బుక్ పేజీలోంచి మన ఫేస్బుక్ హోమ్ పేజీలోంచి ఈ హయ్యెస్ట్ ఫాలోవర్స్ అన్న ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ ఫేస్బుక్ పేజ్ని మనం ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి చూసారా అడ్రస్ అడ్రస్ సెర్చ్ ఇంజన్లో గూగుల్ సెర్చ్ ఇంజన్లో పేస్ట్ చేసి ఆ పేజ్ని ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొన్ని ఫేమస్ ఫేస్బుక్లో ఫేజ్లో ఫేమస్ ఫేస్బుక్ పేజ్లో ఓపెన్ చేసి ఉంచాను వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది తెలుగు ఫేస్బుక్ పేజ్లో తెలుగు ఫేస్బుక్ పేజ్లో ఫస్ట్ ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేసినప్పటికీ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది ట్రోల్ టాలీవుడ్ తెలుగు వీటికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు two lakhs fifty nine one twenty nine people follow అవుతున్నారు two lakhs fifty nine thousand nine thirty seven people like చేస్తున్నారు వీటిలో జనరల్ పోస్టులు వీడియోలు అన్ని అన్ని రకాలు ఉంటాయి చూడండి ఇది పోస్ట్ రాజ్యంలో కడప రెడ్లు కమరాజ్యంలో కడప రెడ్లు video Akhil new movie launched ఇలాగ టాలీవుడ్కి సంబంధించిన న్యూస్ అన్నీ కూడా ఈ పేజ్లో ఉంటుంది అయితే మనం ఈ ఫేస్బుక్ పేజెస్ ఫాలో అవడం వల్ల మనకి ఏంటి ప్రయోజనం అంటే మనం ఈ ఫేస్బుక్ పేజ్లో చూడడం వల్ల ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి మనం కూడా ఆ పరిచయం ఏర్పడుతుంది ఆ ఫేస్బుక్ ఫ్రెండ్స్ తోటి పరిచయం అవుతుంది ఫాలోవర్స్తో పరిచయం అవుతుంది ఆ పోస్టులు చూడడం వల్ల కూడా మనం మనకి ఎలాంటి పోస్టులు ప్రజలు ఎక్కువ ఇష్టపడతారు అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఎక్కువ ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉన్న ఇంకో పేజీ కామెడీ టానిక్ కామెడీ టానిక్ చూసారా Comedy Tonic Telugu at the rate of Comedy Tonic ఇది ఫేస్బుక్ పేజ్ హెడ్లైన్ అనమాట ఈ హెడ్లైన్ మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కొట్టి ఈ ఫేస్బుక్ పేజ్కి మనం లాగిన్ అవ్వచ్చు లేదా ఇక్కడ చూసారా మన ఫేస్బుక్ హోమ్ పేజ్లో ఇక్కడ టైప్ చేసి కూడా ఈ ఫేస్బుక్ పేజ్కి లాగిన్ అవ్వచ్చు దీని ఫాలోవర్స్ ఎంతమంది అంటే two lakhs fifty eight thousand nine seventeen people followers likes two fifty eight thousand one seventy eight people likes ఇది దీనిలో కామెడీ సంబంధించిన పోస్టర్ ఉన్నాయి చూసారా TikTok celebrities after getting few likes కనీసం ఫైవ్ మిలియన్ వ్యూస్ వస్తే వామో వ్యూస్ ఇలా కంటిన్యూ అయితే టాలీవుడ్ బాలీవుడ్లో ఛాన్స్ కొట్టేస్తాం అని కేఏ పాల్ అంటున్నాడు నెక్స్ట్ ఇదో వీడియో ఇదో వీడియో ఎక్కువగా కామెడీకి సంబంధించిన పోస్ట్లు వీడియోలో ఈ పేజ్లో ఉంటాయి ఈ ఫేస్బుక్ పేజ్ జస్ట్ లైక్ ఒక వెబ్ పేజ్ లేదా ఒక బ్లాగ్ లాంటిది అనమాట ఎక్కువ ఫాలోవర్స్ ఎక్కువ వీక్లీ కనీసం ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ ఉంటే దీనిలో మనం అప్లికేషన్ తీసుకోవడానికి ఏ కంపెనీ అయినా అప్లికేషన్ తీసుకొని వాటి యాడ్స్ మనం డిస్ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఫేస్బుక్ పేజ్ యొక్క ఉపయోగం అది నెక్స్ట్ టాప్ ర్యాంక్లో ఉన్నది వైరల్లీ వైరల్లీ అనే పేజ్ వైరల్లీ అనే page address Virally at the rate of Virally ఇలాగ మనం ఈ సెర్చ్ బాల్లో మనం కొట్టినట్లయితే ఆ ఫేస్బుక్ పేజ్ మనకి ఓపెన్ అవుతుంది దీనిలో కూడా అన్ని రకాల పోస్టులు వీడియోలు కూడా ఉంటాయి couple fights be like unconventional facts about the famous Maharshi రైతును కోసం బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు ఈ భూమి మీద ప్రతి ప్రతి ఒక్కరిది గెలుపు కొరుకునేవాడు మనిషి గెలుపును పంచేవాడు మహర్షి ఇలాగా ఇది థర్డ్ ప్లేస్లో ఉంది వైరల్లీ అనే ఫేస్బుక్ పేజ్ థర్డ్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న Facebook page troll CA at the rate of troll CA eleven hun eleven hundred and twenty two ఇది ట్రోల్ సిఏ పేజ్ ఇలా ఉంటుంది దీనిలో ఫాలోవర్స్ ఓ లక్ష పదివేల ఏడు వందల ఇరవై లైక్ చేసేవాడు one lakh ten thousand five seventy three people like చేస్తున్నారు Hyderabad native place phone number ఇవన్నీ ఇచ్చారు ఇలాగా ఇలా ఉంటుందన్నమాట దీనిలో కూడా లక్ష పైన ఫాలోవర్స్ లైక్ చేసేవాళ్ళు ఉన్నారు నెక్స్ట్ టాప్ ర్యాంక్లో ఉన్నది ఉన్న పేజీ చూడు తమ్ముడు చూడు తమ్ముడు చూడు తమ్ముడు చూడు తమ్ముడు అట్ ద రేట్ ఆఫ్ చూడు తమ్ముడు అనేది దీని అడ్రస్ ఈ అడ్రస్ని మనం సర్చ్ ఇంజిన్లో కానీ లేదా ఫేస్బుక్ సర్చ్ బార్లో కానీ ఈ అడ్రస్ని మనం కొడితే ఈ పేజీ ఓపెన్ అవుతుంది దీనిలో కూడా హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు two lakhs twenty four thousand nine ninety people like చేస్తున్నారు two lakhs twenty six thousand two twenty eight people follow అవుతున్నారు చూడు తమ్ముడు అడ్రస్ చూడు తమ్ముడు వెబ్సైట్ కూడా ఉందరికి చూడు తమ్ముడు dot com page created October twenty nine two thousand fourteen ఈ విధంగా విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన నష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఇలా పోస్టులు ఉన్నాయి తర్వాత ఇక్కడ చూడు సి ఆల్ అని ఉంది కదా అక్కడ కొడితే మిగతా పోస్టులు అన్నీ కూడా ఆ ప్రీవియస్ పోస్టులు కూడా మనకి కనిపిస్తాయి ఫస్ట్ మనకి లేటెస్ట్ పోస్టులు కనిపిస్తాయి సి ఆల్ అని ఉంటే అన్ని పోస్టులు మనకి కనిపిస్తాయి మరి ఇవన్నీ పోస్టులు ఇవన్నీ పోస్టులు ఈ విధంగా ఫిఫ్త్ ర్యాంకులో చూడు తమ్ముడు ఫేస్బుక్ పేజ్ ఉంది ఈ విధంగా మీరు కూడా ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేసి ఎక్కువ ఫాలోవర్స్ని పెంచుకోండి ఈ విధంగా పెంచుకోవడం వల్ల మీ వెబ్సైట్ ఏదైనా ఉంటే ఆ వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవడానికి త్వరగా ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫేస్బుక్ పేజీని హోమ్ పేజీలని పేజీని ఎక్కువ మంది చూస్తారు కాబట్టి త్వరగా మన వెబ్సైట్ ప్రమోషను అవడానికి మన బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ ప్రమోట్ అవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఒక పేజ్ని ఓపెన్ చేసి మీ వెబ్సైట్ ప్రమోషన్ కానీ అప్డేషన్ యాడ్స్ మీ పేజ్లోకి రావడానికి కానీ ప్రయత్నించండి థ్యాంక్ యూ